మనిషి అని అనుకునే ప్రతివాడు దురదృష్టవంతుడే ఎందుకంటే అదృష్టం ఉంటే బాగుంటుందని అనుకుంటాడు కానీ దురదృష్టం వాడిని అడుగడుగున వెంటాడుతుంది ఓడిపోతున్నామని తెలుసుకోవడం మనం మళ్ళీ మళ్ళీ చేసే ప్రయత్నం ఏంటో తెలుసా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం ఎదురు చూడటం జీవితంలో మనం అనుకుని చేసేది ప్రయాణం అనుకోకుండా వచ్చేదే ప్రమాదం మనిషి అని అనుకునే ప్రతివాడు దురదృష్టవంతుడే ఎందుకంటే అదృష్టం ఉంటే బాగుంటుందని అనుకుంటాడు కానీ దురదృష్టం వాడిని అడుగడుగున వెంటాడుతుంది ఓడిపోతున్నామని తెలుసుకోవడం కూడా మనం మళ్ళీ మళ్ళీ చేసే ప్రయత్నం ఏంటో తెలుసా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం ఎదురు చూడటం జీవితంలో మనం అనుకుని చేసేది ప్రయాణం అనుకోకుండా వచ్చేదే ప్రమాదం